మతమంటూ కులమంటూ మంటలే రాజేసి ఊరు నాగం చేసే రాజకీయం ఇప్పుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎడ్డిగా మనమంతా చూస్తూ ఉన్నాం అదే అభివృద్ధి నా పేటి కొరివి దయ్యం ఆ బంధాలు ఏమాయరా మన ఊరి అందాలు ఎటువాయరా నా గొంగలాడుందిరా ఇన్నాళ్ళు ఏం బావుకున్నామురా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా వెనకట మన ఊరు ఎట్టుండేరా